కీర్తన గ్రంథం యాభై మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చినములు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయం అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు మేలు చేయు లేడు వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి చూచి నల్లను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు ఒక్కడును తప్పకుండా అందరినూ చెడి ఉన్నారు మేలు చేయవాడునూ లేడు ఒక్కడునూ లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా భయకారం లేని చోట వారు భయక్రాంతులేరు నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి సీఎంలో నుండి ఇస్రాయలకు రక్షణ కలుగును గాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును